వర్ణ టీవీకి స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నక్షత్రాల పేర్లు నేర్చుకుందాం ఖగోళ శాస్త్రం ప్రకారం అంతరిక్షంలో ప్రతి నిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమైన ఉష్ణాన్ని కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం మనం ప్రతి నిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఈ విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లున్నాయి అయితే వాటిలో అతి ముఖ్యమైనవి ఇరవై ఏడు నక్షత్రాలు వాటి పేర్లు ఇప్పుడు నేర్చుకుందాం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఈ నక్షత్రాన్ని పూర్వ ఫల్గుణి నక్షత్రం అని కూడా అంటారు ఉత్తర ఈ నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుని అని కూడా అంటారు హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ मूल पूर्वाषाढ़ उत्तराषाढ़ श्रवण धनिष्ठ शतभिषं पूर्वाभाद्र उत्तराभाद्र रेवती ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి